పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ Kalabhairava Swami Kalabhairava Guru Kalabhairava TV YouTube channels వీక్షిస్తున్నటువంటి నా ఆత్మబంధువులందరికీ స్వర్ణాకర్షణ భైరవ స్వామి శుభాశీస్సులు కలుగుగాక ఈ దేవీ నవరాత్రులలో శరన్నవరాత్రి తొమ్మిది రోజులు కూడా కాలభైరవ గురు సంస్థాన మఠంలో ఆయా నక్షత్రాలను ఆధారంగా చేసుకొని ఆ నక్షత్రానికి ఆ గ్రహము ఆ గ్రహము యొక్క అధిదేవతకు సంబంధించినటువంటి హోమం జరగబోతుంది ఈ యొక్క పర్వదినాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు తొమ్మిది రోజుల పాటు కార్యక్రమం ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహానికి మూడు నక్షత్రాలకు అలాగే ఆ యొక్క అంతరిక్ష దేవతకు ఈ రోజున మనకు పదకొండో తారీఖు గురువారం నాడు విధియా రెండవ రోజు రెండవ రోజున స్వాతి నక్షత్రం ఉంది ఈ స్వాతి నక్షత్రము అలాగే ఆరుద్ర నక్షత్రము శతభిష నక్షత్రము ఈ మూడు నక్షత్రాల వారికి రాహుగ్రహం అలాగే ఈ యొక్క రాహుగ్రహానికి సంబంధించినటువంటి అమ్మవారు చిన్న మస్తా అమ్మవారు అలాగే వజ్ర వైరోచని అమ్మవారు ప్రచండ మహాచండి అంటాం మేము చిన్నమస్త అమ్మవారు అంటే జైన సిద్ధాంతం ప్రకారము అలాగే బుద్ధుల యొక్క సిద్ధాంతం బౌద్ధిజం ప్రకారము ఈ అమ్మవారును ప్రచండమైనటువంటి శక్తిగా ఆరాధన చేస్తారు ఈమెను ఆకర్షణ దేవతగా వశీకరణ దేవతగా ఆరాధన చేస్తారు ఈ యొక్క చిన్నమస్త అమ్మవారిని ఈ చిన్నమస్త అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఉంటారు ఈ యొక్క మూడు నక్షత్రాల వారు కూడా వారు ఆరుద్ర అలాగే స్వాతి శతభిష ఈ యొక్క అమ్మవారు చిన్నమస్త అమ్మవారికి క్షేత్రపాలకుడు కదంబ భైరవుడు ఈమె రాహుగ్రహానికి సంబంధించిన దేవత రాహు దశ నడుస్తున్న వాళ్ళు రాహువులో కేతు నడుస్తున్న వాళ్ళు రాహువు యొక్క దశ అంతర్దశ మహర్దశ జరుగుతున్న వారందరికీ కూడా ఈ అమ్మవారి యొక్క ఆరాధన హోమము తప్పకుండా పూర్తిగా వారి జీవితంలో ఉపయోగపడుతుంది రాహువు వారిని బాధించి అనేక రకాల బాధలు పెడుతున్నప్పుడు తప్పకుండా ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి ఈమెను వజ్రవైరోచిని ప్రచండ కాళి ప్రచండ చండి ప్రచండ దేవత అని అంటూ కూడా అంటారు వైశాఖ శుద్ధ చతుర్థి అమ్మవారికి ప్రీతికరమైన రోజు ఈ మాతను పరశురాముడి యొక్క తల్లి అయినటువంటి రేణుకాదేవిగా కూడా ఉద్భవించింది పరశురాముడి యొక్క తల్లియే ఈ యొక్క చిన్నమస్త అమ్మవారు అనేటటువంటి స్థితిలో కూడా ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు ఈ మూడు నక్షత్రాల వారు అమ్మవారి ఆధీనంలో ఉంటారు తప్పకుండా వీరు పూర్తిగా వారి జీవితాన్ని మార్చుకోవడానికి అమ్మవారి యొక్క మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది దొంగతనాలు దోపిడీలు కుట్రలు నష్టపోయిన వాళ్ళు అలాగే నాగదోషాలు గురు చండాల యోగాలు లగ్నంలో రాహు ఉన్నప్పుడు వ్యయస్థానంలో రాహు ఉన్నప్పుడు అలాగే అనుమాన అవమాన పరిస్థితులు ఉన్నవా ఆడవాళ్ళు దారుణమైనటువంటి అపనిందలు ఉన్నటువంటి వాళ్ళు విపరీతమైన పీడలు ఉన్నప్పుడు వేధింపులు ఉన్నప్పుడు అవమానమైనటువంటి దారుణమైన దుఃఖం ఉన్నప్పుడు తప్పకుండా ఈ యొక్క రాహుగ్రహ దోషం ఉన్నప్పుడు విదేశీ ప్రయాణంలో ఆటంకం ఉన్నప్పుడు మనం అనుకున్న సమయానికి ప్రయాణం చేయలేనప్పుడు వీసా ప్రాబ్లం వచ్చినప్పుడు స్టాంపింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రయాణాల్లో అనేక రకాల ఇబ్బందులు వస్తున్నప్పుడు ఈ యొక్క అమ్మవారిని ఆరాధన చేయాలి విదేశాల్లో అద్భుతమైనటువంటి విదేశీ యోగము ఉన్నతమైన సంపాదన గౌరవము పేరు ప్రతిష్ట కావాలన్నా కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం అత్యంత శుభఫలదాయకం ఈ మూడు నక్షత్రాల వారికి అలాగే ఆ రోజున పదకొండవ తారీఖున స్వాతి నక్షత్రం రోజున కాల భైరవ సహిత చిన్నమస్త వజ్ర వైరోచిని అమ్మవారి యొక్క యాగం జరగబడుతుంది ఈ యొక్క యాగంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క కంకణము అలాగే స్వామివారి యొక్క పెండెంటు అలాగే ప్రసాదము కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు మఠంలో చేయబడింది ఈ కార్యక్రమము ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉంటుంది ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన మంత్రం మీరు రోజు జపం చేయాల్సిన మంత్రము ఓం హ్రీం ఓం వటకాయ ఆపదోద్ధారణాయ కురుకురు వటకాయ ఓం హ్రీం ఓం అనే మంత్రంతో పాటుగా ఓం వైరోచన్యై చ విద్మహే చనమస్తాయై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ ఓం వైరోచన్యై చ విద్మసే చిన్నమస్తాయే చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ మీకు డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇవ్వబడుతుంది ఈ అమ్మవారి మంత్రం చేయండి ఈ మూడు నక్షత్ర వారు తప్పకుండా మీ జీవితంలో ఉన్న సమస్తమైన రాహుదోషాలు కూడా పోగొట్టుకునే అవకాశము అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారి యొక్క దేవాలయం దర్శించిన భక్తులందరికీ కూడా డబ్బులను నాణాలను ప్రసాదంగా ఇచ్చే దేవాది దేవుడు పరమాత్మ యొక్క స్వరూపమే ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవుడు ప్రతి ఆదివారం నాడు అష్టమి నాడు అమావాస్య నాడు పౌర్ణమి నాడు ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో గణేష నవరాత్రుల్లో మాత్రమే స్వామివారి యొక్క దర్శనం ఉంటుంది తొమ్మిది అడుగుల శివలింగం నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మి కుబేర స్వర్ణాకర్షణ భైరవస్వం ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన ధనాన్ని ఇచ్చేటటువంటి దేవాలయం అఖండ గోదావరి నదీ తీరం రాజమహేంద్రవరంలో ఉంది కాలభైరవ ఘాట్లో దర్శించండి తరించండి మీ అందరికీ స్వర్ణాకాశం భైరవ స్వామి దివ్యమంగళాశీస్ లభించుగాక శుభం భవతు